అండ్ రాజీవ్ గారు అందరికీ thank you all very much as May twelfth custody release అవుతుంది తప్పకుండా మీరందరూ థియేటర్కి వెళ్ళి సినిమాని ఎంజాయ్ చేయాలి థ్యాంక్ యూ లేదండి సినిమాకి కంపారిజన్స్ అంటున్నారు కదా అలా యాక్షన్ అంటే అలా నంబర్ ఆఫ్ యాక్షన్ సినిమాస్ ఉంటాయి దాని శివాకి ఏ లింక్ అంటే ఆ లెగసీని కంటిన్యూ చేయాలని ఇక్కడ ఉన్నాను I work hard every day for that but Shiva సినిమాకి కస్టడీ సినిమాకి ఏ లింక్ ఉంటుంది తప్పకుండా చాలా అనిపిస్తుంది అంటే ఏ యాక్టర్తో అయినా రెండో సినిమా చేసేటప్పుడు ఆ comfort screen on screen chemistry ఇంకా బాగా పండుతుంది అండ్ uh, ఈ సినిమాలో కూడా తన క్యారెక్టర్ చాలా బాగా వచ్చింది యాక్చువల్లీ కృతి శెట్టి గారి క్యారెక్టర్ పేరు దేవతి uh, ఆ క్యారెక్టర్ ద్వారా చాలా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది సినిమాలో సో uh, ఎస్ మీరు మంచి మంచి సీన్స్ వచ్చినాయి అండ్ పాటలు కూడా కృతితో ఒక పాట ఉంది అది కూడా చాలా బాగా వచ్చిందండి సార్ ఫస్ట్ టైం మీరు సార్ ఫస్ట్ టైం మీరు ఒక సీరియస్ పోలీస్ యాక్టివ్ లోన్ చేసుకుంటున్నారు దట్టు ఒక ప్రీమణి గారి సీఎంగా కూడా చేస్తున్నారు నిన్న ఒక ఇంటర్వ్యూలో కూడా చూస్తున్నాను అంటే సార్ పొలిటికల్ డ్రామా ఏమన్నా ఉందా మూవీలో అంటే మీరు ఒక కానిస్టేబుల్ గా కూడా ఉన్నారు మూవీలో నేను చూశాను అంటే ఎలా ఉండబోతుంది అది ఒక కానిస్టేబుల్ కి సీఎం ఉన్న రిలేషన్ ఏదైనా అదే సస్పెన్స్ అంటారు మూవీలో అదే సస్పెన్స్ అండ్ నాకు చాలా ఎక్సైటింగ్ అనిపిస్తుంది అదే అదే మెయిన్ కాన్ఫ్లిక్ట్ పాయింట్ అవును డెఫినెట్లీ ఇప్పుడు అరుణ్ స్వామి గారు క్యారెక్టర్ కి సంబంధించిన ప్లాట్ అండి అది అందుకే కస్టడీ అని పేరు పెట్టాము రేపు మీరు సినిమా చూశాక ఎందుకు పెట్టామని కూడా అర్థం అర్థమవుతుంది కొంతవరకు ట్రైలర్లో రివీల్ చేసాము కస్టడీ అనే పేరు ఎందుకు పెట్టాం అనేది బట్ మీకు సినిమా చూశాక అర్థమైపోతుంది సార్ మీరు ఫస్ట్ సిట్టింగ్ లో సినిమా ఓకే చేసి డైరెక్టర్ ని హక్ చేసుకున్నారని చెప్పి ఇంటర్వ్యూ చెప్పారు what made you to feel so excited in the first sitting shoot start చేసి అలా అనిపించింది అని అన్నారు అంత ఎక్సైటెడ్ గా ఏం ఫీల్ అయ్యారు సినిమాలో story the story excited me and Venkat Prabhu గారు డిజైన్ చేసిన స్క్రీన్ ప్లే సినిమాకి నేను uh, నాకు ఫస్ట్ కథ చెప్పినప్పుడు జస్ట్ ఒక పాయింట్గా చెప్పారు ఒక కానిస్టేబుల్ కథ తన జర్నీ ఎలా ఉంటుంది అనేది అండ్ ఒక కానిస్టేబుల్ రైజ్ అవుతే ఎంత గా ఉంటుంది అనేది జస్ట్ ఒక లైన్లా చెప్పారు ఒక త్రీ ఫోర్ మంత్స్ తర్వాత డెవలప్ చేసి వచ్చాక అసలు అన్ఎక్స్పెక్టెడ్ ప్రూస్ యాడ్ చేశాడు ఈ సినిమాకి సో ఆ ఆ స్క్రీన్ ప్లే నేను విని చాలా ఎగ్జైట్ అయ్యాను అండ్ నిజంగా నేను ఊరికే చెప్పాలని చెప్పట్లేదు బట్ నిజంగా నేను చేరిన సినిమాలు ఒప్పుకుంటారు చాలా సెలెక్టివ్గా ఒప్పుకుంటారు సో ఈ సినిమా ఆయన ఒప్పుకున్నారని తెలిసిన వెంటనే టీమ్ అందరికీ అది ఒక ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చింది ఆయన కథ ఒప్పుకున్నారని అండ్ నిజంగా ఆయన లేకుండా కష్టం సినిమా లేదు బికాస్ ఆయనతో చాలా మంచి జర్నీ ఉంది సినిమాలు లేదండి రెండు సినిమాలు షూట్ చేశాం తెలుగు తెలుగు ఒక షార్ట్ అయిన తర్వాత తమిళ తమిళ షార్ట్ షూట్ చేశాం ఎక్కడ డబ్బింగ్ లిబర్టీ అనేది తీసుకోలేదు సో ఇది ఒక out and out straight Telugu cinema and straight Tamil cinema లేదండి అది అవునండి అది అది కంప్లీట్లీ డిఫరెంట్ టెక్స్చర్ అండి ఇది completely different texture sir Venkat Prabhu గారు వన్ ఆఫ్ ద స్పీచ్ లో సార్ ఇక్కడ వన్ ఆఫ్ ద స్పీచ్ లో సీఎం గారిని కాపాడుతూ ఉండే క్రూషియల్ రోల్ అని చెప్పి ఒకటి చెప్పారు దాని గురించి ఏమైనా చిన్న సీఎం గారు పాపమణి గారు చేశారు కదా సీఎం సీఎం కింద సో ఆవిడని కాపాడుతూ ఉండే ఒక kind of very intense character చేస్తారు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు దాని గురించి ఏమైనా చెప్పగలరా ఐ మీన్ ప్రియమణి గారికి నేను ఇప్పుడు కనెక్షన్ ఏంటనేది రివీల్ చేస్తే ప్రియమణి గారు కెమెరా చూసి అది నేను ప్రియమణి గారికి నాకున్న కాన్ఫ్లిక్ట్ నేను ఇప్పుడు రివీల్ చేస్తే సస్పెన్స్ రివీల్ చేసినట్టే బట్ డెఫినెట్లీ క్యారెక్టర్ చాలా ఇంటెన్స్ ఉంటుంది first fifteen twenty minutes cinema కూల్గా అలా క్యాజువల్గా వెళ్తూ ఉంటుంది బట్ ఫార్టీ ఎయిత్ మినిట్ నుంచి మీరు డెఫినెట్లీ ఒక నెక్స్ట్ లెవెల్ ట్విస్ట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అక్కడి నుంచి చాలా బేసిక్ ఉంటుంది స్క్రీన్ ప్లే ఒక యాక్షన్ మోడ్లో వెళ్తూ ఉంటుంది యాక్షన్ అంటే సీరియస్గా కాదు ఎక్కడ కావాల్ కావాల్సినప్పుడు యాక్షన్ బాగా పడుతుంది అండ్ కావాల్సిన ఎంటర్టైన్మెంట్ కూడా ఉంది ఈ సినిమాలో ఎందుకంటే వెంకట్ గారు స్టైల్ ఏంటంటే ఎంటర్టైన్మెంట్ ఆయన మిస్ అవ్వదు సో వెన్నెల్ కిషోర్ గారి క్యారెక్టర్ మన hero and Krithi Shetty Revathi character కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ మీకు ఇస్తారు సార్ ఇప్పుడంతా ప్యాన్ ఇండియా నాని నడుస్తూ ఉంది కదా నాని చైతన్య గారి దగ్గర నుంచి ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు pan India movie sir pan India అంటే నా దృష్టిలో మనం మన కథని ఆనెస్ట్గా తీస్తే అది ఆటోమేటిక్గా అదే ప్యాన్ ఇండియా వెళ్ళిపోతుంది సో uh, uh, మనం ప్యాన్ ఇండియా కోసం రకరకాలు అటెంప్ట్ చేయక్కర్లేదు మన కథని గా మన ఆడియన్స్ తీస్తే అది ఆటోమేటిక్ గా అందరు కనెక్ట్ అవుతారు ఇప్పుడు లాంగ్వేజ్ అనేది తమిళ్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ చేశారు తమిళ్ ఆడియన్స్ అలాగా how they are welcoming this movie Tamil audience చూడాలని మే ట్వెల్త్ ఎందుకంటే తమిళ్లో నేను చెప్పాలంటే ఒక న్యూ కమరే సో వాళ్ళ యాక్సెప్టెన్స్ ఎలా ఉంటుందో మే ట్వెల్త్ నాకు తెలుస్తుంది so waiting for that waiting for that sir multi star scripts మీ దగ్గరికి వచ్చాయి అంటే లైక్ ఏమైనా పర్టికులర్ మల్టీ స్టార్ ఈ రీసెంట్ టైమ్స్ లో అయితే ఏమి రాలేదు మల్టీ స్టార్ ఏమైనా మూవీ ఉండబోతుందా సార్ ఫ్యూచర్ మంచి స్టోరీ దొరికితే ఖచ్చితంగా చేస్తానండి నాకు తమతో చేయాలని ఎప్పటి నుంచో ఐడియా ఉంది ఒక కొత్త స్క్రిప్ట్ రావాలి మనకి మనం బంగారు రాజు ఇలాంటి ఒక యూనిక్ ఐడియాస్ ఏవైనా వస్తే ఖచ్చితంగా చేస్తాను జరుగుతున్నాయి సార్ ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయి ప్రస్తుతానికి అయితే ఇంకా ఏమి చూడలేదండి బట్ వీఆర్ ఓపెన్ చేస్తే మాత్రం ఖచ్చితంగా ఖచ్చితంగా కథ డిమాండ్ చేస్తే తప్పకుండా చేస్తానండి కథ డిమాండ్ చేస్తే తప్పకుండా చేస్తా ఊరికే ఇప్పుడు సిక్స్ ప్యాక్ చూపించాలని అది స్క్రిప్ట్ లో ఫోర్స్ చేస్తే అది కొంచెం వాడుకుంటుంది సో కథ డిమాండ్ చేస్తే తప్పకుండా చేస్తాను thank you thank you very much May twelfth please మీరందరూ సినిమా చూసి waiting for you response thank you